నమస్కారం అండి అందరికీ నేను మీ గోదరపుల్లని గల్ఫ్లో ఉండే వాళ్ళ కోసం గురించి చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు కదా తెలియని వాళ్ళు ఒకసారి వీడియో చూడండి ఈరోజు చాలా వర్షం వస్తుంది ఈ వర్షం వచ్చినప్పుడు అదిగో వెనకాల కనిపిస్తున్నాయి కదా బండ్లు కార్లు అవి కడగాలి మా ఇంట్లో అయితే నాలుగు బండ్లు ఉంటాయి నాలుగు కడగాలి అండ్ కిటికీలు అద్దాలు కనిపిస్తున్నాయి కదా అద్దాలు ఇవి అవి చూడాలి చాలా పని ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా ఎక్కడికి కాదండి నిన్న వర్షం వచ్చింది కదా ఇదో బలిగడు నువ్వు కార్లు నిన్న వర్షం వస్తే ఈ కలపలో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి Thank you. డ్రైవర్ల పరిస్థితి ఇలా ఉంటుంది ఎలా అయితే కడిగాను రెండు బళ్ళు కడిగాను ఇంకొక బండి ఆ బండి ఒకటి మిగిలింది ఇంకో బండి బయటకు వెళ్ళింది చూడాలన్నమాట తోడాలన్నమాట వానత్తే డ్రైవర్లకి ఇదే బాధ బల్లి కడగాలి బల్లి మొత్తం மட்டு மட்டையை பார்த்தேன் கடகால தொடால ఎలాగైతేనే మూడు బళ్ళు కడిగేసాను ఇంకొక బండి ఉంది అదేమో వాళ్ళు బయటకు వేసుకెళ్ళినట్టున్నారు బండి ఇంకా పని ఉంది చచ్చిపోతాం అనుకో కష్టం చాలా కష్టం అండి గల్ఫ్లో ఉండే వాళ్ళకి బెటర్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ అనుకుంటారు కానీ ఇక్కడ చేసి చూస్తే తెలుస్తుంది బెటర్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ ఏంటన్నది తెలుస్తుంది మూడు బళ్ళు కడిగాను మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది మళ్ళీ కడగాల ఏంటో మరి తెలియదు వర్షం వస్తే ఖచ్చితంగా కడగాలి చూద్దాం ఒక కొరవ మళ్ళీ ఇదిగో వెనకాల కనిపిస్తున్నాయి అరుగు ఇంకా పక్కన సొంత ఒకటి ఉంటుంది అది కూడా కడగాలి వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మాకైతే చూసారు కదా ఇదిగో ఈ సంతోడు కడగాలి మీరే చెప్పండి బెటర్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ చూసి చెప్పాలి మీరే చూడండి ఎంత చిరాకుగా ఉందో మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అక్కడ దాకా కడగాలన్నమాట మొత్తం ఇదంతా డ్రైవర్ పనిలే అన్నీ డ్రైవర్ల పనులు అనమాట మొత్తం ఇది కూడా కడిగేసాను ఆ వెనకాల సందు ఈ అరుగు మొత్తం ఇది కూడా కడిగేసాను వీడియోలో సహమే చూపించవచ్చు ఎందుకంటే ఒక్కనే కదా ఆ పని చేయాలి ఇక్కడ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకనే కొంచెం వేసి పెంచవచ్చు కాకపోతే ఇది రియాలబ్బా ఇలాగే ఉంటుంది కష్టం అవి చేయాలి ఇవి చేయాలని చంపేస్తారు పట్టుకొని ఇది కిటికీలు అద్దాలు తొడాలి మొత్తం ఇంటికి ఎన్ని ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎన్ని అద్దాలు తొడాలి మొత్తం మీద పని అయితే అయిపోయింది వీడియోలో తప్పేమని ఉంటే క్షమించాలి చాలామంది అనుకుంటున్నారు కదా పరాయిదేశం వెళ్ళి better life enjoy life enjoy ఉందే అనుకుంటున్నారు కదా వాళ్ళ కోసమే తీసి పెట్టవలసి వచ్చింది కానీ తప్పేమైనా ఉంటే క్షమించాలి నేను ఇంట్లో పని చేస్తాను కాబట్టి డైలీ నాలుగు కార్లు ఉంటాయి మాకు నాలుగు కార్లు కడగాలి నాలుగు కార్లు కడిగేసి వారానికి ఒకసారి ఆ సందును ఇంటి ఇందాక చూపించారు కదా ఆ అరుగు కడగాలన్నమాట అరుగును ఇంక వాన వచ్చినప్పుడల్లా ఈ అద్దాలు కిటికీ కిటికీలకి ఎన్ని ఉంటాయి అద్దాలు కడగాలి తొడాలి కొడ్డెట్టి తడి కొడ్డెట్టి తొడాలి ఇంకా ఇంకా వాళ్ళు చెప్తే చేయాలి ఇంకా డ్యూటీలు అంటే షాపింగ్లు ఇవి వెళ్తూ ఉంటారు ఎప్పుడు ఫోన్ చేస్తారన్నది తెలీదు ఆ భోజనం చేసినప్పుడు ఫోన్ చేస్తారు పడుకుందాం అనుకునేసరికి ఫోన్ చేస్తారు కంటికి నిద్ర ఉండదు కడుపుకి అన్నం ఉండదు నా పని అయితే ఇది డైలీ అదే నా పని ఏ రోజు కడగకపోయినా అడుగుతాడు మా సేటు అడుగుతాడు ఎందుకు కడగలేదు బండి నా రూమ్ ఇదే నా ఇదే నా రూము నా రూమ్కి వచ్చి కొట్టి డోర్ కొట్టి మరీ అడుగుతాడు ఎందుకు కడగలేదు ఈ రోజు అని నీరసం కొందరా నీరసం కొంద బాబా అంటే కూడా వినరు అసలు వినరు వాళ్ళకి సంబంధం లేదు నీరసం వచ్చినా అలా ఉండాలి అలాగే చేయాలి నీరసం లేకపోయినా చేయాలి ఆ పని ఇలాగే నాకులాగా చాలామంది దేశం వచ్చి బాధపడుతున్నారు వాళ్ళకి అసలు జీతాలు ఉండవు టయానికి నిద్ర ఉండదు టయానికి తిండి ఉండదు వెళ్ళిపోదాం అనుకుంటే చేతిలో డబ్బులు ఉండవు అలాంటి జీవితాలు ఇక్కడ ఈ దేశాల్లో కరెక్ట్గా జీతాలు ఇచ్చేవాడు ఉండడు కరెక్ట్గా తిండి పెట్టేవాడు ఉండడు అలాంటి ఇల్లులు దొరుకుతాయి ఒక్కొక్కరికి లగ్జరీగా బతికేది ఈ దేశంలో వచ్చి బతికే అవసరం లే ఇంటికాడ గంట కూడా రసం మార్చి గంటకు అఫీషియల్ బండి మార్చి అఫీషియల్గా తిరిగేది బెటర్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ అంతేగాని ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడుతున్న మాది కాదు ఎంజాయ్ లైఫ్ బెటర్ లైఫ్ అమ్మ నాన్ననే పిల్లం బిడ్డలనే వదులుకుని ఇంత దూరం వచ్చి నాలుగు డబ్బులు వెనకాల వేసుకుందామని వాళ్ళందరినీ వదులుకుని వచ్చి చేసుకుంటున్నారు ఇక్కడ అంతేగాని బెటర్ లైఫ్ కోసం ఎంజాయ్ లైఫ్ కోసం అయితే మాత్రం రావట్లేదు ఇక్కడ ఇంత దూరం కొంచెం ఆలోచించుకుని ఏమన్నా చెప్పాలనుకుంటే మాట్లాడాలనుకుంటే ఆలోచించుకుని మాట్లాడండి అంతే తప్ప అలాంటి మాటలు అయితే వద్దు వేస్ట్ ఆ మాటలు అది